Hello everyone this is your Shiv Krish welcome to my channel hope everyone are doing good soldier సైనికుడు చాలామంది ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో మగతనం అంటే ఇంకొకరి మీద దాడి చేయడము గట్టిగా అడవడము ఇంకొకరిని బాధపెట్టి సాధించడము అండ్ మోస్ట్లీ సెలబ్రిటీస్ని ఫాలో అవుతుంటారు లైక్ uh, వాళ్ళు తెర వెనకాల ఏం చేస్తారో తెలియదు కానీ తెర ముందు ఏం కనపడుతుందో అది మాత్రం చూసి they lie they follow them as gods I mean the people నా దృష్టిలో నా దృష్టిలో అసలైన మొగతనం అంటే ఒక సోల్జర్ అని చెప్తాను ఎందుకంటే తను నమ్మిన నిజాన్ని తను నమ్మిన ధర్మాన్ని నా దేశం కోసం నేను ప్రాణాలు అనిపిస్తాను ఎంత దూరమైనా వెళ్తాను అని ఒక శబదం తీసుకుంటాడు అందులో మగతనం ఉంది శత్రువు ఎదురొచ్చిన చెక్కు చెదరకుండా వాడిని చంపి వాడి గుండెని చీల్చి వాడి రక్తం కళ్ళ చూడడంలో మగతనం ఉంది అండ్ నేను వెళ్ళినది వాళ్ళ కుటుంబానికి నేను మళ్ళీ తిరిగి వస్తాను నేను వెళ్ళిన పని పూర్తి చేసుకొని వస్తాను అని ఇచ్చే ఒక హోప్ మొగతనం ఉంది తన్ని ప్రేమించిన అమ్మాయిని ఒక లేఖ రాస్తూ నేను మళ్ళీ తిరిగి వస్తాను నా గురించి వేచి చూడండి అని చెప్పే దాంట్లో ఒక మొగతనం ఉంది so in my opinion soldier is the real hero మొగతనం అంటే సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం సెల్ఫీలు పెట్టడం ఇంకొకరిని హట్ చేసి చూపించడం ఎప్పుడు మొగతనం కాదని నా దృష్టిలో చెప్తున్నాను మొగతనం అంటే నువ్వు నమ్మినది నువ్వు బిలీవ్ చేసిన ఒక సత్యం ఒక ట్రూత్ కోసం నువ్వు ఎంత దూరం వెళ్ళి చరిత్రలో నీ పేరు నిలిచిపోతా చూడు దాన్ని మొగతనం అంటారు So, thank you everyone for listening and keep smiling.